సంజీవినికి ఏదైనా వ్యాపకం ఉంటే ఈ టీవీ పిచ్చి తగ్గిపోతుందని చెప్పాడు రా హిప్నటిస్ట్ అయితే ఏం చేయదలుచుకున్నావు ఆ విషయం గురించి డిస్కస్ చేద్దామని నిన్ను ఇంత దూరం తీసుకొచ్చింది నువ్వే చెప్పరా ఏ యాక్టివిటీ అయితే బాగుంటుంది ఆర్మీలో ట్రైనింగ్ ఇప్పిస్తే ఎలా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ పంపిస్తే కాల్పులు నేర్చుకొచ్చి మనదాన్ని కాల్చి చంపేస్తుంది పోనీ ఆస్ట్రేలియా పంపించి నిప్పు కూడా పెంపకం నేర్పించామనుకో ఒకే గుడ్డుతో ఇరవై ఆమ్లెట్లు వేసుకోవచ్చు పళ్ళు రాలిపోతాయి సంసార పక్షంగా చెప్తే చెప్పు లేకపోతే మాని ట్యూషన్లు పెట్టిస్తేను అబ్బే సంజీవిని లెక్కల్లో జీరో ఇంగ్లీష్ లో వీక్ తెలుగులో పూర్ సైన్స్ లో ఫెయిల్ పోనీ సంస్కృతం అంటే ఏంటి అది నీకు తెలియదా ఎస్ ఏంటి కుదురుతుందిరా ఏంటి పిల్లలకి సంగీత పాఠాలు సంగీత పాఠాలు మా చెల్లెమ్మకి సంగీతం రాదుగా రాదని కూర్చున్న గాడిదేవుడు అసలు మీ చెల్లెమ్మతో నా లవ్ అఫైర్ స్టార్ట్ అయిందే సంగీతం దగ్గర ఓహో మీది మ్యూజికల్ లవ్ స్టోరీయా నాకు తెలియకుండా నీ జీవితంలో ఇది ఎప్పుడు జరిగిందిరా జరిగిందిరా నా ప్రేమ నువ్వు నాను అవ్వటానికి కారణం మినీ గణేషన్ వాడేవడరా రుద్రవీణ జమినీ గణేషన్ కొడుక ఆయన పెద్ద గా అయితే ఈయన చిన్న రీ కిందకి చూడు నిప్పులేమన్నా దొక్కేవా లేదు నువ్వు పప్పులో కాలేసావు ఇలా కూర్చో ఎందుకు గతం తవ్వుతున్నాను ఏంటి ఇక్కడే ఇందులో జాగ్రత్తగా చూడే విడిగుట్లేసుకు చూడు కనిపిస్తోందా గతం కనిపిస్తోంది అలా కట్టినట్టు కనిపిస్తుంది मग मग मग मग मग मप मग मप सारी सारी सारी सारी सारी खां బాబాయ్ ఫ్యాక్టరీ సైడ్ కూర్చుందిరా టైం అని వెళ్ళాం పదా అరే ఫ్యాక్టరీ సైడ్ అని కదరా వాడు పిచ్చి కొత్తలు వస్తున్నాడు పోదాం పదా ఇవేం పిచ్చి కుతాడరా బాబు ఇది మాకు అలవాటు లేరా ఆ ఏంటి అమ్మో రాగా లోపల పిచ్చి కూతలా ఉందా సంగీతాన్ని ఎగతాళి చేస్తారా మీకేం తెలుసురా దాని విలువ ఆయన ఎవరనుకున్నారు ఆయన మినీ గణేషన్ పెదశంకర శాస్త్రి గారు తెలుసా ఇప్పుడు తెలుసుకున్నారుగా పోండి మళ్ళీ ఈ వీధిలోకి వచ్చారు జాగ్రత్త మినీ గణేషన్ పెదశంకర శాస్త్రి అప్పట్లో మినీ గణేషన్ పెద్ద శంకర శాస్త్రి దగ్గర సంగీత పాఠాలు నేర్చుకునేది సంధ్యవని నేను రోజు ఆమెని సైకిల్ మీద ఫాలో అవుతుండేవాడిని మీరు నీ బస్సు అటు వెళ్తున్నా నేను ఇటు పక్క నిలబడేవాడిని ఎందుకో తెలుసు కదా నువ్వు రోజు చెల్లెమని ఇలాగే ఫాలో చేసేవాడివే అవునరా తను అటువైపు నిలబడితే నువ్వు ఇక్కడ కాసావేంటి మర్చిపోయావా ఇందాక కళ్ళ కట్టినట్టు చూపించాను కదరా నీకు ఓహో ఆ ఈ కాలం పిల్లల ఒళ్ళంతా సంచి తొడిగేసుకున్నట్టు చుడిజారి పైజమా కాకుండా లంగా ఓణిలో ఎంత చక్కగా ఉందో చూడు అవును ఆ చూపుల్లో ఏం పవర్ కనబడుతుందిరా కనబడ్డం అలా ఉంచు ఏం వినబడలా నోరు ముయ్యి వావ్ జరుగుతోంది థ్యాంక్ యూ ఇది కళా నిజమా అమృతం ఇప్పుడు సంజీవిని నిన్ను ఒక లెంపగా కొడుతుంది కదా చెప్పేట్రా అబ్బా ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాను కదా దూరంగా ఉండి చూడు సర్లే అక్కడే ఉండి చూస్తాను వచ్చేసా ఏ మిస్టర్ ఏంటా ఎకిలింపు ఒళ్ళేమైనా తీటగా ఉందా నా సంగతి తెలియదు నీకు అబ్బే నేను అలాంటి వాడిని కాదండి కావాలంటే మా పక్కింటి వాడిని అడగండి వాళ్ళందరూ నన్ను గుడ్ బాయ్ అంటారు షటప్ జోక్లా మేడం మీరు నన్ను రమ్మని పిలిచి ఇలా తిట్టడం ఏం బాగాలేదు నేను రమ్మన్నానా ఇప్పుడే కదండి నేను అక్కడ ఉంటే మీరు ఇక్కడి నుంచి ఇలా రమ్మన్నారు అక్కడికి నాకు డౌట్ వచ్చింది నేనే అన్నాను మీరు ఇలా తలుగుతారు కదా రమ్మని సైగ చేస్తే సంగీతం అండి మీరు భలే వారండి నేను మిమ్మల్ని రమ్మని సైగ చేయలేదండి మనసులో సంగీతం పాడుకుంటూ అలా అలా తాళం వేశానన్నమాట <laughs> సారీ అండి మిమ్మల్ని అనవసరంగా నేను అపార్థం చేసుకున్నాను కాదండి అవసరంగానే అపార్థం చేసుకున్నారు లేకపోతే మీరు నాకు పరిచయం అయ్యేవారు కాదు కదా మీరు పాటలు పాడతారా ఓ గ్రేట్ సంగీతం అంటే నేను చెవులు కోసేసుకుంటానండి ఒట్టు సంగీతం అన్నారుగా చెవులు కోసుకోండి <laughs> మీరు భలే జోకులేస్తారండి నవ్వి నవ్వి అలసిపోయినట్టున్నారు అలా వెళ్ళి కాఫీ తాగుదామండి సారీ మీ నవ్వు బాగుందండి ఆర్టిఫిషియల్ గా మొదలైన మా పరిచయం ప్రేమగా మారింది పెళ్లి విషయం వచ్చేసరికి తిరకాసు వచ్చింది తిరకాసు వచ్చిందంటే పెళ్లికి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదేమో కాదు మినీ గణేష్ను ఒప్పుకోవాలంది తనకు సంగీతం అంటే అంత పిచ్చా కాదు గురుదేవుడు అంటే అంత భక్తి భక్తి అంటే మామూలుగా అబ్బబ్బా ఉండరా చెప్తాను నువ్వు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకు నేను ఆయన్ని ఆకట్టుకోవటానికి ఆయన దగ్గరే సంగీతం క్లాసులో చేరాను Thank you. అప్ప కాదు కొబ్బరి చిప్ప చూడప్ప సంగీతము నేర్చుకోవడం అంటే ఇడ్లీ సాంబార్ తిన్నంత ఈజీ కాదప్ప దానికి సాధన కావాలి మా మేనమామ బాగా సాధన చేస్తాడండి అన్నా మీ మేనమామ కూడా సంగీతం వచ్చినా అయ్యో మా మేనమామ వేల కొలిది ప్రోగ్రామ్స్ ఇచ్చాడు లక్షల కొలిది క్యాసెట్లు కూడా రిలీజ్ అయినాయి ఎవరప్పా ఆయన బిఎం కృష్ణ అని బిఎం కృష్ణ అదేనండి బాలమురళీ కృష్ణ వాడా మరి ఆయన దగ్గర సంగీతం నేర్చుకోకుండా మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావప్పా నిజం చెప్పేమంటారు చెప్పేపా బయట జనం అంతా ఆయన వాయిస్ కంటే మీ వాయిసే బాగుంటుంది నేను తోస్తున్నాను కదా సరే బాలమురళికి ఇష్టం మేనలడు సంగీతము నేర్చుకోవడానికి నా దగ్గరకు వచ్చాడా మురగా నాకు నిండా సంతోషంగా ఉందప్పా మురుగా నాకే నిండా కష్టంగా ఉందప్పా ఏమప్పా మా మామ ఏమన్నాడో తెలుసా ఒరే నాకన్నా కూడా నీకు ఆ గణేష్ గారే బాగా నేర్పిస్తాడా అలాగే కనుక జరిగితే నా జీవితంలో ఇక పహాడ్ రాగం పాడను అని ఛాలెంజ్ చేశాడు నిజంగా ఛాలెంజ్ చేసి చెప్పినాడా కావలసుంటే మా అత్తయ్య పక్కనే ఉంది అడగండి అయితే విను ఇప్పుడు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నిన్ను ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంగీత సామ్రాజ్యం చేసి పూడుస్తాను రాజ్యా సంగీత సామ్రాడపా సామ్రాట ఇవాళ నిండా మంచి దినము ఇవాళ సంగీత సాధన మొదలు పెట్టదు గురు బ్రహ్మ గురుర్ విష్ణు కాదప్ప నీకు వచ్చింది సరే నేను చెప్పింది చెప్పు గురు బ్రహ్మ గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుర్ విష్ణు ఇప్పుడు చెప్పాపా సా సా సా సా సా అక్షరం ముఖ్యము కాదప్పా స్వరము ముఖ్యము నేను చెప్పినట్టు పాడపా సారీగామా చెవుల్లో విషము పోసి పూడ్చిన మాదిరి ఉన్నది ఇంకైతే నాకు సంగీతం రాదు ఏమప్పా సంగీతము రాదని బాధపడుతున్నావా బాధపడకు కొంచెం గొంతు ఎత్తిపాడు కింద గొంతు ఎత్తమంటే బెడెత్తి పాడడం కాదప్పా సౌండ్ నువ్వు ఒక పని చెయ్యి నువ్వు లిప్పు మూమెంట్ ఇవ్వగలవా ఆహా చెవుల్లో అమృతం పోసి పూడ్చిన మాదిరి ఉన్నది అమృతం అంటే నువ్వు కాదు పైన ఉంటది లాభం లేదు నువ్వు కఠోర సాధన చేయవలే రావట్లే కఠోరమైన సాధన అంటే అది అనుకున్నాను రా ఒరే సాధన నోటికి గాని చేతికి కాదురా అందుకే ఆ తర్వాత రికార్డు బ్రేక్ సాధన చేశాను ఆహా ఈ రికార్డును ఫాలో అవుతూ పాడాను అంటే ఇరవై నాలుగు గంటల్లో సంగీతం వచ్చేస్తుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత జేస్టాస్ అయిపోవచ్చు शा నిజంగా రికార్డు బ్రేక్ రా సీరియస్ గా విను ఆ తర్వాత ఇంకా కఠినమైన ప్రాక్టీస్ చేయించాడు ఆ మినీ గణేష్ చూసివా తంబి కొండ నెత్తి మీద పెట్టుకుని పాడుతోంటే నీ తప్పు నీకే పదే పదే వినిపించి మారి మోగుతోంది సార్ కొంచెం దూదుంటే ఎవరా చెవులు గల్లెడిపోయినాయి అప్పుడు నీ తప్పు నేనుదా విడిపోడతావలే పెట్టుకోపా ఈ కుండ ప్రాక్టీ అలా కుండ బద్దలయ్యేటట్టు ప్రాక్టీస్ చేయించాడు రా ఓహో అందరూ కుండ బద్దలయ్యేలా మాట్లాడతారు నువ్వు కుండ బద్దలయ్యేలా పాడావన్నమాట సంజు మన పెళ్ళయ్యాక హానీమూన్కి ఎక్కడికి వెళ్దాం ఓల్డ్ ఏజ్ హోమ్ కి అదేంటి లేకపోతే నీ సంగీత సాధన పూర్తయ్యేసరికి కనీసం యాభై ఏళ్ళన పడుతుంది కదా మాస్టారు కొంచెం ఖర్చు ఉండేస్తారా టేక్ ఇట్ థ్యాంక్ యూ ఎంత వాటర్ దాందే ఉందిలే దాని తర్వాత ఇంకా కఠినమైన సాధన చేయించాడు మినీ గణేషన్ సా అచ్చి రీ అచ్చి అమృతం స్వరము గంభీరముగా రావాలి అలాగే సార్ అమృతం స్వరం ఇంకా గంభీరంగా నేనింత కఠోరమైన సాధన చేసేసరికి గణేశన్ తన శిష్యుల ముందు నా అరంగేట్రం ఏర్పాటు చేశాడు శిష్యులారా ఎల్లారూ పారుగా ఉప్పున్న మా తంబి అమృతము సంగీతములో అరంగేట్రము చేసి పూడుస్తుడు మీరందరూ విని పూడ్చండి మొదలు పెట్టిన ఆయన సా వీళ్ళేరి రీ లేదు సార్ ఈ అమృతం మీ వాగ్దానం నెరవేర్చే వరకు ఈ సంగీత సాధన ఆపడు ఏ బాలమురకృష్ణ సారు వాడు నా ఛాలెంజ్ ని వెనక్కి తీసి పూడుస్తున్నాను నువ్వు ఆపప్ప లేదు మాస్టారు మీ మాట పొల్లిపోకూడదు నీకు బ్యాట్ నేమ్ రాకూడదు ఎలా అప్ప నా శిష్యులు ఎల్లారు పారిపోయి పూడుతున్నారు ఇంత పొన్ను ఉన్నదా మిగిలిపోయి పూడ్చింది అయితే ఓ పని చేయండి ఎన్నా ఈ పొన్నును నాకు ఇచ్చేయండి ఇక్కడ సంగీతంలో ఎందుకు చేరినావో ఇప్పుడు అర్థమైందప్పా ఇంత పొన్ను నల్ల పొన్నప్పా ఇంత పొన్నుని తీసుకుని పూడ్చు అలా అయిందిరా మా పెళ్ళి అప్పుడు పెళ్ళయింది ఇప్పుడు ఐదైంది ఐదైందా లేటెస్ట్ డెవలప్మెంట్ అనుకుంటా దిక్సూచి పట్టుకుని మరీ వస్తుందిరా నీతో పాటు నా పని అయిపోయింది ఇవాళ quack quack quack quack quack quack quack quack quack quack quack